శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి హేమలంబ నామ సంవత్సర రెండు వేల పదిహేడు డిసెంబర్ మాసానికి సంబంధించి కర్కాటక రాశి ఫలితాలు ఇది గోచారం ప్రకారం తెలియచేయబడుతుంది మీ వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు నక్షత్రము గోత్రం ప్రకారము పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది గోచారం ప్రకారం మాత్రమే కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో అప్పుల నుంచి ఊరట లభించే అవకాశం ఎక్కువగా ఉంది గతంలో చేసినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సిన డబ్బులు రావడంతో పాటుగా ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది బాకీలన్నీ క్లియర్ చేసుకుంటారు ఈ అప్పుల బాధ అనేది కొద్దిగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇంట్లో నూతన వస్తువులు కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంది శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకి శ్రీకారం చుడతారు అలాగే ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలలో విజయాల వైపు ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది గతంలో మీకు సన్నిహితంగా స్నేహంతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది కోర్టు సంబంధించిన అలాగే కొన్ని రకాల కుట్రలకు సంబంధించినటువంటి వ్యవహారాల నుంచి బయటపడేటటువంటి మార్గం ఎక్కువ కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి కానీ ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాలలో మాత్రము జాగ్రత్తగా ఉండాలి సమయానుకూలంగా భోజనం చేయడం మంచిది ఈ రాశి వారికి ప్రధానంగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే చదువుకునేటటువంటి అబ్బాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే వీరు మైండ్ని డైవర్ట్ చేసేటటువంటి స్నేహితులు ఎక్కువగా ఉంటారు ఆ స్నేహితుల యొక్క వలలో పడకుండా చూసుకోవాలి వీరు స్కూల్లో చదువుతున్న అమ్మాయిలైతే మాత్రం స్కూల్లో చదువుతున్న అమ్మాయిలైనా కాలేజెస్లో చదువుతున్న అమ్మాయిలైనా హాస్టల్స్లో ఉన్నటువంటి ఆడపిల్లలైనా సరే మీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండండి ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకండి ప్రేమ అని పెళ్ళి అని ఇంకొకటి అని ఏదో మాయ మాటలు చెప్తూ మిమ్మల్ని ఆకర్షించేటటువంటి పరిణామాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది బహు జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో వీరికి విజయం అలాగే వృత్తి వ్యాపార సంబంధించిన వ్యవహారాల్లో సంపూర్ణమైనటువంటి వీరి లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంది రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలు నిర్వహించేటటువంటి వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలము ఇప్పుడు ఎత్తుకి పై ఎత్తు వేస్తూ వీరికి ఉన్నటువంటి రాజకీయ సంబంధమైనటువంటి తెలివిని బుద్ధి కుసతంలో కూడా ప్రవేశపెట్టి వీరికంటూ ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు మొత్తం పైన కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి ప్రతి పని కూడా ఆలోచించి చేయడం వల్ల ఇబ్బందులు రాకుండా వీరిని వీరు కాపాడుకోవచ్చు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఈ కర్కాటక రాశివారు అలాగే కాలభైరవ గురు గంటల పంచాంగం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాల్లో బలమైనటువంటి ముహూర్తాలతో శక్తివంతమైనటువంటి రెమెడీస్తో ఈ యొక్క గంటల పంచాంగాన్ని రూపొందించడం జరిగింది అన్ని పూజా సంబంధించిన పుస్తక సంబంధించినటువంటి షాపుల్లో ఈ గంటల పంచాంగం దొరుకుతుంది అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ కింద ఇరుపు రంగు బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ కింద పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి అమూల్యమైన విషయాలన్నింటిలో కూడా మీకు చేరవేయడానికి మేము ప్రయత్నం చేస్తాము మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి సుభాష్ కలిగే శుభం భవతు